గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఈరోజు మన క్లాస్ సెక్షన్ వచ్చి మన సెక్షన్ వచ్చి హ్యాష్ను ఉపయోగించి హ్యాష్ బటన్ ఉంది కదండి హ్యాష్ బటన్ ఉపయోగించి కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం ఈరోజు ఇక్కడ సమ్ డేటా ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నారండి డేటా సమ్మె data phone numbers Aadhaar numbers sales data అయితే ఎంటర్ చేస్తున్నారు కానీ ఒక ఒక విధమైన ఫార్మేట్ అయితే లేదు ఇప్పుడు ఏ విధమైన ఫార్మాట్ ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ముందర ప్లస్ నైన్ వన్ అని ఆధార్స్ మధ్య స్పేస్ బార్స్ రూపీస్ దగ్గర సింబల్స్ ఇవి ఒక ఫార్మాట్ ఒక విధమైన ఫార్మాట్ స్టైల్ అటు చూడడానికి సరిగ్గా లేదనమాట ఈ ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటాని ఈ విధంగా ఒక స్టైల్ ఒక స్టైల్ స్టైల్ మ్యాటిక్గా ఎలా మనం రెడీ చేయాలనేది హ్యాష్ అనే షార్ట్కట్ కీ ద్వారా మనం నేర్చుకుందాము ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కానండి ఆల్రెడీ ఎంటర్ చేసిన ఈ ఫోన్ నెంబర్స్ని ఫ్రంట్ ప్లస్ నైన్ వన్ అంటే ఈ విధంగా front plus nine one phone numbers రావాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ యొక్క ఈ డేటా ఉంది కదండి ఈ డేటాను సెలెక్ట్ చేసుకుంటాము ఈ ఫోన్ నెంబర్స్ ఉన్న డేటాను సెలెక్ట్ చేసుకుంటాము control plus one control plus one కొడితే మీకు ఫార్మాట్ డైలాగ్ బాక్స్ అంటే ఓపెన్ అవుతుందండి control plus one format cell అని డైలాగ్ బాక్స్ నొప్పవుతుంది లాస్ట్లో ఉంది కదండి కస్టమ్ అని కస్టమర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ ఉంది కదండి టైప్లో దాన్ని తీసేసి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన డేటా ఉంది కదండి ఇక్కడ డబుల్ కోడ్స్ ఇచ్చి ప్లస్ నైన్ వన్ అంటే మనకు ఫోన్ నెంబర్స్ ముందు ప్లస్ నైన్ వన్ ఇండియన్కి కంట్రీ కోడ్ కదండి అందుకనే ప్లస్ నైన్ వన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం టైప్ చేసాం అనమాట ఇప్పుడు ఓకే అని ఓకే అని టైప్ స్పేస్ ఇచ్చి హ్యాష్ ఓకే అని టైప్ చేసి సారీ సెలెక్ట్ సెలక్షన్లో డేటా లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం control one custom general double codes మనకు కంట్రీ కోడ్ నైన్ వన్ కాబట్టి డబుల్ కోడ్స్ క్లోజ్ చేసాము హ్యాష్ ఇప్పుడు మీకు శాంపిల్లో చూపిస్తుంది కదండి ఫోన్ నెంబర్ ముందర plus nine one country code వచ్చింది ఓకే వచ్చింది ఒకవేళ మీరు ఈ కంట్రీ కోడ్ మీకు వద్దు రిమూవ్ చేయాలనుకున్నారా సేమ్ సార్ డేటాని ఏవైతే వద్దు అనుకున్నారో ఆ డేటాను సెలెక్ట్ చేసి కంట్రోల్ వన్ కస్టమ్ ఈ యొక్క దాని ఉంది కదండి ఇదంతా దీన్నంతా రిమూవ్ చే అంతా రిమూవ్ చేసి శాంపిల్ చూసారా అక్కడ పోయింది దీన్ని ఓకే చేశారంటే ఉన్నది పోతుంది అనమాట సో ఇప్పుడు మనకు మీకు కావాలన్నప్పుడు అలా చేసుకోవచ్చు వద్దనప్పుడు తీసేసుకోవచ్చు అలాగే ఆధార్ మధ్య స్పేస్ పర్స్ మనం ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందండి ఫోర్ డిజిట్స్కి ఫోర్ డిజిట్స్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్ కావాలన్నా లేకపోతే మధ్యలో ఐఫెన్ కావాలన్నా ఇలాగ స్పేస్ కావాలన్నా లేకపోతే మధ్యలో హైఫన్స్ కావాలన్నా ఏదైనా సింబల్ కావాలన్నా ఎలా చేయాలి సేమ్ ఫస్ట్ డేటాని కాపీ చేసుకుంటాం కంట్రోల్ వన్ క్లిక్ చేస్తాం కష్టం అని వస్తుంది ఇక్కడ మనకు స్పేస్ కావాలి కదండి ఫోర్ ఫోర్ డిజిట్స్ మధ్య స్పేస్ కావాలి నేను ఫోర్ ఫోర్ తీసుకుంటున్నాను మీకు ఎన్ని నెంబర్స్ కావాలి మధ్య ఫేస్ స్పేస్ కావాలన్నా ఆ నెంబర్స్ మధ్య స్పేస్ తీసుకోవచ్చు నేను స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకు స్పేస్ బదులు హైఫన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకొని ఈ స్పేస్ మధ్య నా ఫోర్ డిజిట్స్ మధ్య స్పేస్ ఉంది కదా అక్కడ ఐఫెన్ ఐఫోన్ పెట్టారంటే ఐఫోన్ కానీ బ్రాకెట్ కానీ ఎనీ వన్ మీకు ఏది కావాలనుకున్నది పెట్టుకొని ఓకే చేస్తే చూసారా ఇప్పుడు ఎలా వచ్చిందో అలాగే ఈ సేల్స్ మధ్య రూపీస్ అవి మీకు కావాలన్నప్పుడు సేమ్ సెలెక్ట్ డేటాను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వన్ కస్టమ్ ఇక్కడ డబల్ కోడ్స్ రూపీస్ కావాలి కావాల్సింది మనకు డబుల్ కోడ్స్ ఎండ్ చేసి స్పేస్ బార్ హ్యాష్ చూసారా ఇప్పుడు మనం లాస్ట్లో బ్లాక్ స్లాష్ హైఫన్ కావాలని చెప్పండి స్పేస్ బ్లాక్ స్లాష్ హైఫన్ చూసారా మీకు అది వద్దు అనుకుంటే మీరు వద్దనుకో చేసుకోవచ్చండి ఈ వీటిని మనము కోర్ట్స్ మధ్యలో ఉంచాలండి లేకపోతే అది మనం తీసుకోదు చూసారా ఇప్పుడు చూడడానికి ఎంత నీట్గా ఉందండి ఇంతకుముందు డేటా చూడడానికి ఎట్లా ఉంది చూడండి ఇప్పుడు బాగుంది కదా ఇలాగా ఆల్రెడీ ఉన్న డేటాని ఎలా మోడిఫై చేయాలి దట్టు హ్యాష్ బటన్ అని షార్ట్కట్ కీతో రేపు రేపు మరిన్ని ట్రిక్స్ నేర్చుకుందామండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కామెంట్స్ తెలియ